ప్రతిరోజు గొడ్డులా సాకరీ చేస్తున్నావు కావాలంటే చూడండి చెవట్లు ఎలా చిందిస్తున్నా చాలే మనం పని వాళ్ళకి పని వాళ్ళ తయారయ్యాం ఇక ఈ పని చేయడం నా వల్ల కాదు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం ఆ బాస్ గాడు వచ్చి బోర్డు మీటింగ్ అని పెట్టాడు ఆ పనేళ్ళకి మళ్ళీ కొమ్ములు వచ్చాయి మీరేం బాధపడకండి సౌత్ ఆఫ్రికాలో ఉన్న ఎండీకి ఆల్రెడీ మెసేజ్ పంపా ఎండీని నేనే ఎండీని ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని ఛా నేను మిరియాలు ధనియాలు అనుకున్నా నీతో జోకులేసే టైం నాకు లేదు వెళ్ళి మీ ఎండీని పిలు ఈ హోటల్కి ఎండి ఆయనే బాబు ఆ? మాత్రం సంతకం మాకు వచ్చు ఉమ్. డియర్ ఆంజనేయులు నీ బాధంతా అర్థం చేసుకున్నాను కాబట్టి నీకు ఐడియా ఇస్తున్నాను రిటైర్డ్ హక్ మాదిరిగా నేను వచ్చేంత వరకు ఈ hotel MD post power of attorney ఇంకొకరికి అప్పచెప్పు నీకున్న ఒక్క అధికారం బోర్డు రద్దు చేయలేదు ఆ కొత్త ఎండీకి మళ్ళీ ఫుల్ పవర్స్ ఉంటాయి నువ్వు పెవేలియన్లో హ్యాపీగా ఉండు ఉంటాను <laughs> అమ్మయ్యా ఏమండి ఈ హోటల్కి ఎండీని ఎవరిని చేస్తున్నారు ఇంకెవరు the great personality of India Avula Ambujanabham అనబడు నేను మనసా వాచా కర్మణ కట్టుబడి మనసా వాచా కర్మణ కట్టుబడి ఈ సూపర్ కాంటినెంటల్ హోటల్కు ఈ సూపర్ కాంటినెంటల్ హోటల్కు చైర్మన్ అండ్ ఎండీగా పదవి స్వీకారం చేస్తున్నాను చైర్మన్ అండ్ ఎండీగా పదవి స్వీకారం చేస్తున్నాను ఈ హోటల్ పవర్ ఆఫ్ పట్టా కూడా ఈ హోటల్ పవర్ ఆఫ్ పట్టా కూడా నిర్మల హృదయంతో స్వాధీనం చేసుకుంటున్నాను నిర్మల హృదయంతో స్వాధీనం చేసుకుంటున్నాను ఈ గురుతర బాధ్యత నాకు అప్పచెప్పిన ఈ గురుతర బాధ్యత నాకు అప్పచెప్పిన గౌరవనీయ ఆంజనేయులు గారికి సర్వదా రుణపడి ఉంటాను గౌరవనీయుల ఆంజనేయులు గారికి ఏదో రుణపడి ఉంటాను పవర్ దొరికింది కదా అని పేట్రేగిపోయి పవర్ దొరికింది కదా అని నా సొంత తెలివి ఉపయోగించక నా సొంత తెలివి ఉపయోగించక ఆయన విశాల అనుభవం అపార తెలివిని ఆయన విశాల అనుభవం అపాయ తెలివిని సదా సంప్రదించి భక్తిభావంతో సంచరిస్తాను సదా చింతించి సంప్రదించి బాస్ భావంతో సంచరిస్తాను <laughs> Thank you. కొత్త ఎండికి ఏదో పూలతో స్వాగతం చెప్తారనుకుంటే ఈ నలుగులో నొరగలు తంతేంటి ఏంటా ఒంటికి సబ్బు రాసుకోగానే ట్యాంక్ నుండి వాటర్ రావడం ఆగిపోయింది షవర్స్ ఒట్టిపోయి మీరు ఇలా టవల్స్ చుట్టుకుని వచ్చారా ఇది ఫైవ్ స్టార్ కల్చర్ కే అవమానం వెంటనే ఈ అపర భగీరథుడు మీ బాత్రూమ్లకి నీళ్లు తెప్పిస్తాడు ఉండండి <laughs> దుర్భరం ప్రమాణ స్వీకారమైన మరుక్షణమే ఈ జలం ప్రాబ్లమ్స్ కి స్వీకారమైంది ముందు నుంచి నేనే ఎండీని అయితే అసలు ఈ సమస్యలే తలెత్తేవి కావు ఈ సూపర్ కాంటినెంటలే తలదించుకోవాల్సి వచ్చేది కాదు అయితేనేమి మించిపోయినదేమీ లేదు నేను కాలు పెడితే కదా ఇక అంతా స్మూత్గా జరుగుతుంది <laughs> రే సర్వం ఏంట్రా ఇదంతా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమా మన హోటల్లో నీరు నిండుకుంది పక్క హోటల్లో ఇరవై బకెట్లు నీళ్ళు అప్పటికి తెచ్చాను వంద బకెట్లు అప్పటికి తెచ్చినా సరే మన హోటల్ వాటర్ సంప్రదింపలేము <laughs> అయినా వాటర్ ట్యాంక్ ఫోన్ చేయకుండా ఈ తింగర్ పని ఏంటి వాళ్ళ వాటర్ ట్యాంకర్లన్నీ స్ట్రైక్ అంటండి అందుకే ఈ వాటర్ లిఫ్టింగ్ సరే ముందు నన్ను లిఫ్ట్ చేయి అగో సార్ మీకు ఫ్యాక్స్ ఎందుకలా గొంతుకోసం మ్యాక్స్ లారుస్తావు రే అదేంటో చూడు ఏంటిది సింగపూర్ నుంచి ఫ్యాక్సా సింగపూర్ టూరిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇండియా వస్తున్నారట మన హోటల్లోనే ఐదు రోజుల పాటు యాభై రూములు బుక్ చేస్తారట మన పంట పండింది డాన్స్ లాగి డాన్స్ ఏంటి అసలు పూర్తిగా చదివావా ఇదిగో పిల్ల అనవసరంగా నోరు పాడేసుకోకు చదివాక చిందేశాను నేను చివరి పదాలు పూర్తిగా చదువుండవు హోటల్లో కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్ ఉంటేనే కన్ఫర్మ్ చేస్తారా బేతింకే నీళ్ళవు ఇంక స్విమ్మింగ్ ఎక్కడా నేను చార్జ్ తీసుకున్నాక మన దశ తిరిగిపోయింది నా ఫేమ్ సింగపూర్ వరకు పాకింది ముందు ఇక్కడ నీళ్లు ప్రవహిస్తేగా పాకినా డేకినా దూకినా ఈదినా పూల తొట్లకే నీళ్లేవు ఇక పూలేవు నింపుతావు నింపాలి నేను సింగపూర్ వాళ్ళకి ఫ్యాక్స్ చేశాను వాళ్ళు కన్ఫర్మేషన్ పంపారు ఇంకో వారం రోజుల్లో వాళ్ళు ఇక్కడ దిగుతున్నారు డైరెక్ట్ గా ఇక్కడ దింపు వాళ్ళని పాతేస్తారు నన్ను తక్కువ అంచనాయకు ఈ పూలు నింపి తీరతాను ఏదన్నా బ్యాంక్ లాకర్ ఖాళీ చేయాలి ఇది నింపాలంటే ఈ ఐదు రోజులకి వాళ్ళ రూములకి తిండికి కలిపి బిల్లు ఎంత అవుతుంది అనుకుంటున్నావు మినిమం ట్వంటీ ఫైవ్ లాక్స్ ఓ గోతులో నీళ్ళు కోసం అది వదులుకుంటామా మరి ఎలా చేద్దాం ఇక్కడ వాటర్ ట్యాంకర్స్ స్ట్రైక్ కదా ఇక్కడ ట్యాంకర్ స్ట్రైక్ అయితే మహారాష్ట్ర నుంచి తెప్పిద్దాం మహారాష్ట్ర నుంచి ట్యాంకర్లా ఎస్ సర్వం వెంటనే ఏర్పాట్లు చూడు ఎందుకు సార్ వాడు మా ఊరు నుంచి తెప్పిస్తా మీ ఊరు నుంచా ఓ పక్క కర్ణాటక వాళ్ళు మీకే కావేరి నుంచి ఒక్క చుక్క కూడా నీళ్లు రాల్చట్లేదని గోల్ పెడుతూ మళ్ళీ ఇక్కడికా ఎలా అనకుండా పార్ట్ టూ తీస్తారంట దీన్ని ఏ సముద్రంలో షూట్ చేస్తారో ఏంటో అనకుండా నీళ్ళలోనే కాదు చెట్ల మీదన్నా ఉండొచ్చు ఇంకా నయం దాని వెయిట్కి చెట్టు ఆగద్దు వాళ్ళేదో రాస్తుంటారు ఆగాగు పూల్ దగ్గరికి ట్యాంకర్ వెళ్ళదు ఇక్కడి నుంచే పంపించాలి నీళ్లు పైప్ పెద్దందా దాని పూర్తి పేరు అనకొండ చిలువ అనుకుంటా అవును ఇండియాలో కొండ చిలువని ఆఫ్రికాలో అనకొండని అమెరికాలో బాస్ అని పిలుస్తూ అసలు అస్సలు అనకొండ లేదనుకుంటా ఏదో కట్టుకథ ఉంటుంది అమ్మే కొద్ది వింత జంతువుల్ని సృష్టిస్తూనే ఉంటారు నిజానికది మన పెనుగొండలో వానపామంత కూడా ఉండదేమో వెర్రోళ్ళు టిక్కెట్ కొనుక్కొని మరీ భయపడతారు ఎందుకో ఆంజలు నీ ధైర్యానికి ధరం మీరు చక్రం ఇవ్వచ్చు ప్లాస్టిక్ ముఖం చూసి పల్టీలు కొట్టినట్టు నిన్నే చూశాను <laughs> గాల్లో ఈ గొట్టం ఏంటండి మహారాష్ట్ర నుంచి మహాసాగరం వచ్చింది నా నీళ్లు నా నీళ్లు నా నీళ్లు నీ తగ్గిస్తావా <laughs> ఆ జలభూమి మొదట విడతకు ఇదే ఆరంభం జలండే ఏ! ఆగాగా తొలిగం కొంత బట్టి తులసి కోటలో పోయాలి నువ్వు ఇక్కడుండు మనం అక్కడికి వెళ్దాం నడండి పద పద <laughs> సర్వం ఇప్పుడిపో <laughs> మళ్ళీ కట్టేస్తావు ఎందుకు ఇప్పమని చెప్తుంటే వినపట్లేదు అనుకో రే బుర్ర మూసిన ఓపెన్ చేయరా ఫుల్ ఓపెన్ సార్ వాడు అంటే అంతే నీళ్ళు ఏంటి ఎనిమిది వేల లీటర్ల వాటర్ ట్యాంకర్ లో ఒక చెంబుడు నీళ్లు మోసుకొచ్చావా మనం కొట్టిన కొబ్బరికాయలు ఇంతకంటే ఎక్కువ ఇచ్చిందే మీరు ఇన్ని వందల వాటర్ ట్యాంకులు చూశారు ఒక్కదాని వాల్వ్ అయినా కారకుండా ఉండటం చూసారా అలాంటిది పక్క రాష్ట్రం నుంచి కార్చుకుంటొస్తే ఏం మిగులుతుంది తులసిదేద్దాం తప్ప అయితే ఇప్పుడు ఎలా మనకు ఆ సింగపూర్ ఆర్డర్ పోయినట్టేనా don't worry Shanta two three days లో నేను మంచి ఐడియా ఇస్తా ఈ లోపు రెండో విడత జలభూమి నే ఆరంభిస్తా రెండో విడత ఎస్ కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల గ్రాండ్ సక్సెస్ పూల్ చూడ్డానికి ఎంత బాగుందో నిండు కుండల నో ఇంత చేసి ఒక వెలితి డైవింగ్ బోట్ లేదు అది లేకపోతే ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఒప్పుకోరు ఒప్పుకోకపోతే ఎలాగండి సింగపూర్ వాళ్ళు రేపు దిగుతున్నారు నీళ్ళైతే రాత్రి పగలు కష్టపడి హుస్సేన్ సాగర్లో దొంగతనంగా బిందెలు పుంచి ఐదు రోజుల్లో పూల్ని నింపగలిగాం గాని డైవింగ్ బోర్డు ఫిక్స్ చేయాలంటే కనీసం టూ వీక్స్ అన్నా పడుతుంది టెంపరీగా ఇవాళ ఒకటి ఫిక్స్ చేయిస్తాను <laughs> జలభూమి మూడో విడత కూడా విజయవంతంగా ముగిసింది ఇక పూల్ని ఇనాగరేట్ చేద్దాం ముందుగా ఈ చిన్న పిల్లాడి చేత పైనుంచి డైవ్ చేయిద్దాం అవును ఇది మంచి ఐడియా <laughs> వాళ్ళైతే సంతోషిస్తారు చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆగండి కష్టపడి ఈ కార్యక్రమం తలపెట్టి ఘన విజయం సాధించిన నన్ను పక్కకు పెట్టి పిల్లాపీచు అంటారేటి ఈ పూల్ నేను ప్రారంభిస్తేనే పవర్ఫుల్ గా ఉంటుంది నువ్వా డైవింగా <laughs> ఆంజలు చేకొట్ట సంశయిస్తారంటండి దూకండి అయ్యో చూడకొద్దు jump jump jump jump jump jump <laughs> ఇంత పిరిగోళ్ళు ఏంటండి బాబు దూకండి ఊపిరి పీల్చుకోనేమంటున్నానా నన్ను చేయమంటారా దూకండి దూకండి మరి ఊపిరి పీల్చుకోనిమంటున్నానా ఆ ఇప్పటిదాకా పీల్చిన గాలికి ఒక హాట్ ఎయిర్ బెలూన్ నిండేది మీరు త్వరగా కానివ్వండి మళ్ళీ రావు కాలం వచ్చేస్తుంది నా లెగ్స్ లో శీతాకాలం నా కళ్ళలో వర్షాకాలం వచ్చినట్టుంది నాకు ఆలోచన వచ్చింది ఆకాశంలో వేలాడదీస్తే తప్ప ఆలోచనలు రావు కొందరికి ఇలాంటి పనులు చిన్నపిల్లలు చేస్తేనే ముచ్చటగా ఉంటుంది వాళ్ళతోనే ఓపెన్ చేయించుదాం ఇక మీరు దూకండి అబ్బా నేను లాస్ట్లో దూకుతానయ్యా ముందు అందరినీ దూకనే పిల్లలైపోయారు సరే మీరు కూడా దూకండి అధికారంలో ఉన్న నేను ఆఖరణ దూకటం మర్యాద అంజలు నువ్వు దూకలవా ఇక్కడి నుంచి శాంతగారు పిల్లలు కూడా దూకారు నువ్వు ముందు దూక ఇంకా రండి ఆగు అందరినీ అవనే ఇంకా హోటల్ బిల్డింగ్ తీసుకొచ్చి దీనిలో వేయాలి అందరూ వచ్చేసారండి మీరు తప్ప రండి పాపం ఏమో అంతే అంతే <laughs> నాకు భయమా అయినా మీతో నాకు మాట్లాడి ఛే భయాన్ని కోపంతో కప్పేస్తున్నాడు నాకు సముద్రం అంటేనే లెక్కలేదు ఈ స్విమ్మింగ్ పూల్ లో లెక్క నా చిన్నప్పుడు బొబ్బర్లంక నుంచి శ్రీలంక వరకు ఈదుకుంటా వెళ్ళాను తెలుసా ఓహో అప్పుడేనా మన నీళ్ళలో ఏదో తిమింగళం కనిపించింది అన్నారు ఎంత ఏమి పరాభవం ఎంత అవమానం అసలు ఆ సింగపూర్ పార్టీ మా హోటల్కి ఎలా ఆర్డర్ ఇవ్వవలే ఇచ్చి తిరిపో అందులో స్విమ్మింగ్ పూల్ ఉండవలనన్న కోరిక వారేలా కోరవలే కోరి తిరిపో ఆ స్విమ్మింగ్ పూల్ నేనే ప్రారంభించవలనన్న ఆశ నాకేలా కలగవలే కలిగినది పో అందులో దూకటానికి నేమేలా భయపడవలే ఛా నేను భయపడి పో వాళ్ళేలా దూకవలే దూకి నన్నేలా పరిహసించవలే ఆంజనేయులా వెర్రివాడు సౌమ్యురాలైన శాంత కూడా నన్ను చూసి పరిహసించవలెనా పిల్లలచే కూడా పరాభవం పొంది తినే అసలు దీనికి కారణం వద్దు వద్దమ్మా పంచభూతమా ఖబేల్మెన్ దూకి క్షణంలో ఒక చుక్క లేకుండా చేశారు ఏం చేయమంటా అవమానం భరించలేక ఆవేశం వరించి అలా స్పీడ్గా వచ్చాను ఆ వచ్చిన సింగపూర్ వాళ్ళు ట్యాక్సీ డబ్బులు వసూలు చేసి మరీ పక్క హోటల్కి వెళ్లారు ఇంకా వాళ్ళ దేశం నుంచి ఎవ్వరూ రారు ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది జలభూమి నాలుగో విడత నాలుగో విడత అవును కన్నీళ్లు